Okay we're in serious discussion burger కింగే బెటర్ రా లేదురా మెక్డానల్డ్సే బెటర్ నువ్వేమైనా చెప్పు బర్గర్ కింగే బెటర్ ఈరోజు తేలిపోవాలి చూద్దాం పద తేల్చుకుందాం పద పద పద ఆర్డర్ ఏంటి వస్తా order regular price regular burger ఇద్దాం ఎవరిది బాగుంటుంది ఈరోజు తేలిపోవాలి టేస్ట్ క్వాంటిటీ రెండు అంతే ఫ్రైస్ ఎక్కువ వస్తాయని నేను కోటి రూపాయలు బంధం కోటి రూపాయలు అంత సీన్ ఏం లేదు మనకి ఇక్కడ యాభై రూపాయలు బంధం ఓకే రా fifty rupees done deal okay ఏంట్రా బర్గర్ కింగ్ సర్వీస్ కూడా బాగాలేదు యాప్లో ఇవ్వాలంట సేఫ్టీ నాన్న సేఫ్టీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూడు నీట్గా ఉంటుంది ఓకే ఈ గాట్ అవర్ ఆర్డర్స్ ఇది బర్గర్ కింగ్ బర్గర్ ఇది మెక్డానల్డ్స్ బర్గర్ ఇప్పుడు నేను మెక్డానల్డ్స్ బర్గర్ తిని ఇది ఎంత బాగుందో చెప్తాను బాబు బాబు బాగా ఏంటమ్మా చెప్పేది అలా కుదరదు నువ్వు చూసి చెప్పడం కాదు ఓకే మనకు స్పెషల్ టాస్క్ ఉంది తడట్టడం అబ్బు ఏంటిది బ్లైండ్ ఫోల్డా నువ్వు బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకో అప్పుడు నేను బర్గర్ నీ చేతికి పెట్టుకోమన్నారు మాస్క్ కళ్ళకి కాదు మనం కళ్ళకే పెట్టుకోవాలి అబ్బా అయినా స్పెట్స్ తీస్తే ఎలాగో కనిపిస్తుంది దానికి మళ్ళీ బ్లైండ్ ఫోల్డ్ ఎందుకు అపరా సొల్లు సరే ఓకే ప్రజలు మన గెంటేసే ముందే మనం త్వరగా ఇంకా గ్యారంటీ డౌట్ నాకు పంపేస్తారు అనుకుంటున్నాను ఆగు ఫేస్ మాస్క్ అయితే అలవాటు ఐ మాస్క్ అలవాటు లేదు తప్పు పెట్టాను చీకట్లో మెలుకుని ఉంటావు కదా నువ్వు ఓకే సరిగ్గా పెట్టుకోబే పెట్టుకున్నారా బాబు ఏం కనిపించలేదు షూరా షూర్ ఒక నెంబర్ చెప్పుకోవాలి నెంబర్ చెప్పడం కదా ఐ మీన్ ఐ మీన్ ఒక నెంబర్ పట్టి ఓకే రెడీ కదా ఒకటే బయట తిని ఎలా ఉంది ఏంటి అని చెప్పి మళ్ళీ మాట్లాడక కాసేపు అలాగే తీసుకో హౌస్ ఇట్ ఓకే అయిందా మింగావా ఎక్స్పీరియన్స్ <laughs> ఎలా ఉంది నాన్న నెక్స్ట్ <laughs> ఓకే దీనికి మనం ఒక seven out of ten rating ఇవ్వచ్చు ఇది కూడా చాలా క్రిస్పీగా ఉంది అది కాదు నేను అడిగింది టేస్ట్ ఎలా ఉందని అడిగాను <laughs> కూల్ ఆబ్వియస్లీ సెకండ్ది బాగుంది కాబట్టి సెకండ్ది మెక్డానల్స్ అయి ఉంటుంది సెకండ్ మెక్డానల్స్ ఎస్ అదిగో బర్గర్ ఫెయిల్యూర్ టీ యాభై రూపాయలు టీ అదే ఏం చేస్తాం టేక్ ఈ బెట్ నువ్వు గెలిచి ఉండదు నెక్స్ట్ బెట్లో చూసుకుంటా ఏది ఫ్రైసా ఎస్ ఆబ్వియస్లీ మెక్డానల్డ్స్ ప్రైస్ ఎక్కువ ఉంటాయని మళ్ళీ యాభై రూపాయలు పని డబుల్ బెటర్ వంద రూపాయలు పని ఆగు నా దగ్గర డబ్బులు నెలలు చూసుకోవాలి ఓకే రెడీయా ఎస్ నాకు ఎందుకో డౌట్ పడుతుంది సార్ పోతాను <laughs> ఓకే పెట్టు లెక్క అయితే పక్కన పెట్టి ఏ లాజిక్ లో బర్గర్ కింగ్ బర్గర్ బాగుంది ఓకే బర్గర్ కింగ్ ఆవిడ కాలుస్తాడు అబ్బాయి సరే ఓకే ఇప్పుడు చూద్దాం ఏ లాజిక్ లో గెలుద్దాం అందులో సగం ఖాళీ ఉంది గాలి ఏ లాజిక్ లో గెలుద్దాం అనుకుంటున్నాను నువ్వు మధ్యలో పార్టీషన్ పెట్టినా ఓకే సరే వన్ టూ <laughs> ఏ ఇది వన్ నాట్ టూ ఇది ఇది ఒకటే తిరిగిపోయింది టూ త్రీ ఫోర్ ఫైవ్ వీటిని కూడా ప్రైస్ కింద లెక్క వేసి thirty three thirty four thirty five just pass అయ్యారు మీరు పాస్ మార్క్ వచ్చింది రెగ్యులర్ <laughs> ప్రైస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు Ayo, bantu rompal bocah. One, two, <laughs> thirty five కాక మాకు thirty eighth thirty seven thirty eight thirty nine బాడీ forty one forty two forty forty four forty five పది ఎక్కువ ప్రైస్ వచ్చాయి నేను మంచివాను కాబట్టి అండ్ మా మెక్డానల్స్ గెలిచింది కాబట్టి నీకు ఒక ఐదు ఫ్రైలు వస్తాను డూ టేస్ట్ నాన్న ఎస్ ఈరోజు ఇంకా అయిపోలేదు hmm, చూసుకున్నాం చూసుకున్నాం నీ పెద్ద నా పెద్ద బాబు ఇవ్వ మాకు ఐస్ క్రీము ఆగు దీంట్లో ఒక టాస్క్ దాగును నువ్వు నీ వంద రూపాయలు మళ్ళీ తిరిగి పొందడానికి నీకు ఒక టాస్క్ ఇద్దాం ఏంటది ఇందులో ఏది బర్గర్ కింగ్ది ఏది మెక్డానల్స్ది చెప్పు వంద ఏం కర్మ వందకు వంద వేసి రెండు వందలు నీకన్నా తెలుసా ఏంటో అంటే ఆగు గుర్తుపెట్టుకున్నాను డిస్టర్బ్ చేసి ఒకవేళ నువ్వు నోడిపోతే జస్ట్ నువ్వు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే చాలు డన్ డన్ ఈ ఈ టాస్క్ ఎంత కష్టమో నీకు చెప్పాలంటే ఈ రెండు ఒకే కంపెనీ ఫోన్లు యూజ్ చేస్తున్నాయి ఓకే సో అదే తిను టేస్ట్ ఫస్ట్ అన్నిసార్లు తింటా అన్నిసార్లు తింటావా ఇంకే అవగొట్టు నెక్స్ట్ ఇది ఏంద్రా ఇది ఏంటది ఏంటది ఓకే సరే నువ్వు మెక్డానల్డ్స్ కోన్లు ఎక్కువ తిన్నావు నుంచి నాకు అర్థమైంది సక్సెస్ఫుల్గా వంద రూపాయలు బొక్క అయ్యాయి మొత్తం కలిపి రెండు వందలు ఇవ్వాలి నీకు ఇప్పుడు పట్టుకో తల్లి కనీసం తిన్న తర్వాత ఇస్తాను లైట్ తీసుకో పదా రోజుకన్నా పైసలు చా ఆగాగు ఇంకొక last bet coming twenty cars ఇటు నుంచి వెళ్ళే వాటిలో వైట్స్ ఎక్కువ ఉంటే నువ్వు విన్నారు నాన్ వైట్స్ ఎక్కువ ఉంటే నేను విన్నాను నాన్ వైట్స్ నువ్వా చాలా ఆట్స్ ఆట్స్ అని పోన్లే ఆ రివర్స్ ఎంత బెట్ ఎంత త్రీ హండ్రెడ్ ఓకే గ్రే ఏం చేద్దాం అసలు గ్రే కలరే కాదు ఓకే అయితే ఎస్ ఉప్పు నుంచి స్టార్ట్ ఓకే వచ్చా కదరా కార్లేదు టెంట్ ఆఫ్ సక్సెస్ బాబు టెన్ టెన్ అంటే డ్రా అవుతుంది ఓన్లీ డబ్బులు పోలేదు కదా చాలా ఆనందం ఏ ఏంది టై బ్రేకర్ ఇప్పుడు లెవెంత్ కార్ ఏదైతే అదే అది ముందు చెప్పుకోవాలి rules tenth and conditions apply చదవలేదా ఏమైనా అర్ధాంతరంగా ఎలా వస్తామమ్మా సరే పోనీ నీకోసం నెక్స్ట్ కార్ ఏది కమింగ్ కార్ ఏదైతే అదే కమింగ్ కార్ వైట్ అయితే నేను లారీలే రావట్లేదు ఎదురు చూడాలి యూటర్న్ యూటర్న్ యూటర్న్ యూటర్న్ అది అది యూటర్న్ గ్రే అదే బుజీ అరే గ్రే అనుకుంటాను అది Sí, creo. Nine. Thank you very much. You have given me 300 without you knowing it. Go on that. ఇస్తాం ఇస్తాం ఫ్లాష్ బ్యాక్ నాన్ వైట్స్ నువ్వా చాలా hats hats are your favourite ఒప్పుకున్నాను ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఓడిపోయావని సూసైడ్లో వీలంటే ప్లాన్ చేయండి